కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచ్చిన ప్రభువు స్థుతి నందునుగాక అనుదినము అనుదినం ఆ మాట అంటలేం చేసుకోండి అనుదిన మా భారము ఆయన మా భారమును భరించుచున్నాడు దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి హలలు దేవుడు నీవు దేవుని కొరకు అనుదినము కొన్ని కార్యాలు జరిగిస్తుంటే దేవుడు కూడా నీ పక్షం నిలబడతాడట అనుదినము ఆయన మా భారమును ఏం చేస్తున్నాడు ఆయన భరిస్తూ ఉన్నాడు he is the burden bearer he is the burden bearer ఆయన నీ భారాన్ని నా భారాన్ని భరించడానికి ఆయన లోకానికి వచ్చారు అంటే ప్రభు దగ్గరికి వచ్చి మనం వేడుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క జీవితాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించినప్పుడు ఆయన చేసే పనేనంటే మన భారం అంతా ఆయన తీసుకుంటాడట ఆయనలో ఉన్న సమాధానం అంతా మనకి ఇస్తాడు దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి hallelujah that's what happens when you come to God దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యం అదే ఆయన మనలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన తీసుకుని ఆయనలో ఉన్న శాంతి సమాధానం మనకు దయచేస్తారు ఇది ఎప్పుడు జరుగుద్దట అప్పుడప్పుడు జరిగే కార్యం కాదట ఎప్పుడంటే ఇది అనుదినము మన భారాన్ని దేవుడు భరిస్తాడు చూడండి ప్రతిరోజు మనకు కొన్ని భారాలు ఉంటాయి ఏ రోజు భారాలు ఆ రోజే ఉంటాయి కదా ఏ రోజు సవాళ్ళు ఆ రోజు ఉంటాయి వ్యాపారస్తులు ఉన్నారనుకోండి వాళ్ళకుండే సవాళ్ళు వాళ్ళకుంటాయి ఆ రోజు వారికి ఆ టార్గెట్ ఉంటుంది అది రీచ్ అవ్వాలా ఉద్యోగస్తులు ఉంటే వారి సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి ఇన్ని ఫైల్స్ పెడతారు పట్టుకొచ్చి టేబుల్ మీద సాయంకాలం లోపల కంప్లీట్ చేసేయాలంటాడు ఆ అధికారి వాళ్ళకున్న సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి కుటుంబంలో తల్లులుగా మీకుండే సవాళ్ళు మీకుంటే ప్రతిరోజు మీ బిడ్డలను కాచుకోవడం వారికి మంచి మాటలు చెప్పడంలో కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొంటూ ఉంటారు అప్పటిదాకా బాగానే ఉంటాడు కుమారుడు ఆ రోజు ఉదయం ఏమైద్దాం మరి దయ్యం పట్టేసినట్టుగా ప్రవర్తిస్తుంటాడు ఇంట్లో ఏదో కొనమంటాడు లేదరే ఇప్పుడు డబ్బులు లేవురా తర్వాత చూద్దానంటే అబ్బాయి కుదరదు వాళ్ళ కొన్నారు వీళ్ళకు కొన్నారు వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి కంపేర్ చేసేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు తల్లిదండ్రులు అనుకుంటారు వీడు నిన్నటిదాకా బాగానే ఉన్నాడు ఏమైంది వీడికి ఏమైంది సాతానగాడు పడుతున్నాడు కొన్నిసార్లు కొంతమందిలోకి వస్తూ ఉంటాడు లేదా అప్పటిదాకా భర్త బాగానే ఉంటాడు అప్పుడే ఆ రోజే మూతి ముడుచుకుని కూర్చుంటాడు ఆహాబులాగా ఏదో జరిగి ఉంటుంది జీవితంలో లేదా స్త్రీ అప్పటిదాకా బాగానే ఉంటుంది ఎన్నో సవాళ్ళు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో సవాళ్ళు మానసిక సంఘర్షణ but the Bible says cast out all your anxieties on God because you cares for you నీ చింత యావత్తు ఆయన మీద చింత యావత్తు వేయమన్నాడా లేదంటే కొంచెమే వేయమన్నాడా మనం కొంచెం వేస్తాం ప్రభా ఇది నువ్వు పంచుకునేనే ఇది నేను భరిస్తానని చెప్పి సకల ఇబ్బందులకి మనం గురైపోతుంటాం వేసాయి మొత్తం వేసే ఆయన మీద నీ భారం అంతా ఆయన మీద వేసాయి ఆయన భరించడానికి సమర్థుడా కాదా చెప్పాలందరూ మన భారాన్ని మన భారాన్ని మోయడానికి సమర్థుడే కాదా ఆయన సమర్థుడే సకల లోక పాప భారాన్ని మోసి తన భుజాల మీద వేసుకుని ఎరుసులే వీధుల్లో నడిచి కల్వరి కొండ మీద ప్రాణం అర్పించిన దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా సిలువ అంటే కేవలం ఒక ఎనభై కేజీలు బరువైన చెక్క ముక్క అనుకుంటారు చాలామంది దట్స్ నాట్ ట్రూ కేవలం ఒక ఎనభై కేజీల చెక్క ముక్క కాదు సిలువ అంటే సకల లోకములో ఉన్న మనిషి ప్రతి మనిషి యొక్క పాపం అది మనిషి యొక్క పాపములన్నీ కూడా సిలువ రూపంలో యేసు ప్రభు భుజాల మీద మోపబడితే నా ఏసై మోసాడు మోసాడు ఆయన ఈరోజు నీ నా జీవితంలో అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేస్తున్నాడు ఆయన భరిస్తారు ఎప్పుడు అంటే అనుదినము మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మన ప్రతి భారాన్ని మోస్తూ ఉంటాడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి